నానెట్టుకుంటాడు అనుకుంటున్నారు అలా అజయ్ ఆ లైన్లో పెట్టి పైన పైన పైన ಪ್ಯಾನ್ ಕಾರ್ಡ್ ಲಾಗ ಪ್ಯಾನ್ ಕಾರ್ಡ್ ಲಾಗ ಬಂದವಲ್ಲ ಅದೇ என்ன போனது அண்ணே போனது అనే ఫోన్ అయితే ఎవరో వెళ్తాము ఎందుకు కూర్చోండ్రా మాట్లాడుతున్నారు కదా క్యాండిడేట్స్ డమ్మీ క్యాండిడేట్స్ ఏమో చంద్రబాబు గారు మా ముగ్గురు అల్లుడు గారు ఓడించిన ఆశంగా కోరుతున్నాం డాడీ డాడీ ప్రభుత్వానికి మన ప్రత్యేక జయమేవం తెలియజేస్తున్నాం అలాగే కోరుతున్నాం Terima kasih telah menonton! là là Đây gì Gracias, gì Gracias, Olenga. Gracias, Olenga. Gracias, Olenga. Gracias, Olenga. ఈ సందర్భంగా అంబేద్కర్ యొక్క కృషి ఆయన చేసినటువంటి త్యాగం చాలా మరవలేదు మనకి ఎందుకంటే ఆనాడు ఉన్న అనంతరాలను ఎదుర్కొని ఆనాడు ఆయన చేసిన త్యాగఫలమే ఈ రోజు మనకి ప్రతిఫలం నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే ఏదైతే మనకు లేకుండా ఆ రోజు తాగడానికి నీళ్ళు లేకుండా కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఆయనకి పెట్టినటువంటి ఇబ్బంది వల్ల ఉన్న అమ్మాల అనప్రాణం ఎదుర్కొన్నారు ఈరోజు ఆ కష్టాలను అనుభవించినటువంటి డాక్టర్ బాబు సాహెబ్ గారు ఉన్నత చదువులు చదివి మనకి భారత రాజ్యాంగ రూపంలో అందించడం జరిగింది ఆ రాజ్యాంగం రాకుంటూ మనం ఎన్ని కూడా తెలియకపోయాం అలాగే ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పాల్గొన సంభవించుకోవచ్చు శ్రీమన్ సందర్భంగా ఈ వేడుకల్లో పాల్గొన్నందుకు మీరు కూడా మమ్మల్ని ఆహ్వానించేందుకు చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం లాగే కూడా మనం భారతదేశం అంతా కూడా అంటే ఆయన పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగులో పుట్టి జన్మించారు ఒక మధ్యప్రదేశ్లో మహన్ కులంలో ఆయన పుట్టారు అంటే ఇప్పుడు అంటే పద్దెనిమిది వందల తొంభై ఏంటంటే ఇప్పుడు సుమారు రమారమే నుంచి నూట పదిహేను ఇన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయిపోయినా కానీ మనం ఇంకా ఆయన్ని స్మరించుకుంటున్నా అంటే కారణం ఆయన చేసిన సేవలో మన భారత రాజ్యాంగం రాసించి ఆ రాజ్యాంగంలోనే మన భారతదేశం అంతా ఆ రాజ్యాంగాన్ని అనుగుణంగా నడుచుకోవటం ఆయన అంటే ఆయన విశిష్టం ఆయన చదువు చిన్న పొలంలో పుట్టిన ఆయన ఎన్నో వివక్షని ఎదుర్కొన్నారు ఎందుకంటే ఆ రోజుల్లో వివక్షను ఎదుర్కోవడం పెద్ద విషయం కాదు ఈ రోజులకు కూడా ఎంతో కొంత మన మన సమాజంలో ఉంటూనే ఉంది కాబట్టి ఏంటంటే హైదరాబాద్ పట్టుదల వదలకుండా ఈ కులవోత్సవాన్ని మన మన రూపుమాపాలంటే ఒకటే మార్గం మార్గం ఏమి ఎంచుకున్నాడంటే చదువు చదువుకుంటూనే మనం ఏదైనా సరే ఎంత మనం మనకి ఎవరైనా సరే గౌరవం ఇవ్వాలంటే చదువుకుంటేనే ఇస్తారు ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ పొలం కానీ మతం కానీ మనకు సమంలో లేదు వాళ్ళు రాగానే మనం లేచి నిలబడతాం వాళ్ళు గౌరవిస్తాం కూర్చోనే కూర్చేస్తాం వాళ్ళ పొలంకము వాళ్ళ చదువుకి వాళ్ళ గౌరవం ఇస్తాం కాబట్టి ఏంటంటే ఆయన మనకు ఆశయాలుగా చెప్పి లేదంటే ఏమి లేదు చదువుకోండి చదువుకుంటే నేను మీకు ఓటు ఒక ఆయుధంగానే చదువుని ఒక ఆయుధంగా ఇస్తాను చదువుకుంటే మన అందరూ కూడా ప్రైవేట్ కానీ అందరితో సమానంగా చాలామంది ఈ ఈ రిజర్వేషన్ కల్పించారంటే ఆయన మీరు మనందరం కూడా మీరు కంపల్సరీగా చదువుకుని ఆ రిజర్వేషన్ ఫలితాలు పొందాలి ఎందుకంటే మీరు సరిగా ఇక్కడ మనం చదువుకోకపోవడం వల్ల ఇందులోనే మన బలహీన కులంలోనే ఖర్చు చదువుకున్న వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా ఈ ఫలాన్ని పొందుతూ మొదలెట్టారు కాబట్టి ఏంటంటే మన పల్లెటూరులో మన చిన్న ఒక మన పల్లెటూరులో కూడా అందరూ కూడా చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలి రిజర్వేషన్ కోటాలోనే మనం తెచ్చుకోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవ్వరూ కూడా మన గ్రామంలో ఒక్కరు కూడా ఆ రిజర్వేషన్ ఫలితాన్ని అనుభవించి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన దాఖలు లేదు మంది చదువుకున్నా కానీ కాబట్టి ఏంటంటే మళ్ళా కూడా ఇప్పుడు ఆ రాజ్యాంగంలో ఎన్నో కొన్ని మార్పులు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఫలితాలు అంటే ఒకసారి మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకొకరికి మళ్ళీ వచ్చే అవకాశం ఏర్పరచుకుంటే అప్పుడు అది అందరికీ కూడా సమానత్వంతో వచ్చి అందరూ కూడా మన సమానం అవుతారు ఆ అంబేద్కర్ ఆశయాలకి మనకి మనం అనుగుణంగా ఆయన అనుకో ఆయన విషయాలు మనకి జరిగిపోయి అవుతాయి కాబట్టి ఏంటంటే మనం వేళ మనం పుట్టినరోజు వచ్చింది మాట్లాడుకుని వెళ్ళిపోతాం కదా ఆయన విషయాలు మనం ఏమనుకున్నారో ఒక చదువుకుని అందరూ కూడా సమానత్వంగా చదువు మనం ఎదగాలని కోరుకుంటూ ఆయన న్యాయశాస్త్రం చదివాడు మన దేశానికి తొలి న్యాయ సెంట్రల్ మినిస్టర్ అంటే లా అండ్ ఆర్డర్ మినిస్టర్ చేశారు అన్నీ కూడా ఆయన పనులు కూడా రిజైన్ చేశారు కొన్ని కొన్ని చోట్ల నచ్చక ఆయనకి అండ్ ఆయన పదవి మీద వ్యామోహం కాదు ప్రజలందరూ కూడా సమానత్వం కావాలని కోరుకునే వ్యక్తి కాబట్టి ఏంటంటే ఆయన అడుగుజాల్లో మనందరూ నడవాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు జరుపుకుంటూ ఈరోజు ఒక పండుగలా జరుపుకుంటున్నారని నేను కూడా ఈ పండుగలో పాల్గొన వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంతటి అమూల్యమైన సమయాన్ని మనకు వచ్చి మన దగ్గరకు వచ్చి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా ఎన్నో విషయాలు కులంకమైనటువంటి విషయాలు తెలియపరిచిన మన తెలుగుదేశం యొక్క నాయకులు సీంబాబు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే మన గ్రామ నా వార్డు నెంబర్ గారైనటువంటి అయినటువంటి తమ్మి గారు కూడా వచ్చి ఒక పది నిమిషాలు మాట్లాడవలసిందిగా అప్పుడు నాకు వచ్చింది వచ్చిన నాయకుడు మనకు వెళ్ళిపోతున్నారు మరి అస్మాత్రిగా మనం నడవాలని మరి ఎందుకంటే మరి ఆయన చదివి ఆయన ఇచ్చి మరి ఎంతో మరి మరి మన దేశానికి ఒక గుర్తింపుగా మరి ఉంది కాబట్టి మరి అటు ప్రకారంగా మన దళితులు మరి మన దళితులకి ఎన్నో అవకాశాలు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 Ayo berdua. Assalamualaikum ఆంధ్రప్రదేశ్ awal చిత్తూరు రావాల్సిందిగా lagi. rồi trở về lại đi ఇంతగా సన్మానించుకోవడానికి మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నాయకులు ఇరువురికి మాకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ యూట్యూబర్లు అలాగే కూడా సన్మానించవచ్చుగా వచ్చిన పక్కొచ్చారా రే డాడీ ఇప్పుడు పక్కొచ్చాను అలా పక్కన చెప్పండి కరెంట్ లేదు ట్యాంక్షన్ ఎలా కార్యక్రమం వచ్చిన అందరికీ అందరికీ రాత్రి లేట్ అయిపోయింది మా ఆహారం అన్నీ తెచ్చారు El fuerte de la పని మొత్తం అందరూ ఆడాలందరూ ఒకసారి స్టేజ్ మీద ఫోటో చెప్తాం అందరూ ఆడాలి రండి రండి వచ్చి మన వాళ్ళ తొందరగా తొందరగా పోయాడు లేకపోతే స్టాండ్ తీసిన ఇంకా కదా వస్తారు ఇప్పుడు మధ్య నుంచి వస్తారమ్మా అయితేనే అది మధ్య అమెన్ రిగాడ్ నమ నంబర్ 23 3 నమవ ఏ నమవ ఏ కరే బాబా దగ్గర ఎలిపోకండి కుచేటిలో మంర మా బజరుకి దగ్గరే వస్తున్నారు బాగది అగై బైజన్ రాకడ సందేస ఉద్దాం సరే అదస కరే బాబా అబం కక 哎过来过来